మార్కెట్లో పసిరి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్లో ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉండగా చెన్నైలో ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం పది గ్రాముల ధర హైదరాబాద్లో ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రూపాయలు చెన్నైలో ముప్పై ఒక్క వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక వెండి కిలో ధర హైదరాబాద్లో నలభై వేల ఏడు వందల రూపాయలు ఉండగా చెన్నైలో నలభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది